ఇది ఓకే అవుతుందా తీస్తాంలేండి ఓకే అట్లే తీస్తాంలేండి మందు బాటలు కూడా వెరీ గుడ్ తీయండి ఓకేనా ఇంకేం కాదు చెప్పండి ప్యాంట్ చెప్పాలా అంతే అట్లే స్కూల్లో పిల్లలు డ్రైవర్ వేసుకురాకపోతే మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా స్కూల్లో చిన్న పిల్లలు డ్రైవర్ వేసుకురాలేదంటే మొత్తం గుడ్లన్నీ ఇప్పేస్తావా అట్లే చేయండి డ్యూటీ టైంలో మందు తాగేసి వచ్చి అందరిని కొట్టేస్తావా చిన్నపిల్లలను కూడా అందరిని తల్లిదండ్రులు అందరిని లంజులు అడుగుతావా ఏరా ఏమన్నాడా చెప్పు ఏమన్నాడా చెప్పరా ఏమన్నాడా భయపడకుండా చెప్పు ఏమన్నా చెప్పు నేను రేపటి నుంచి సార్ వస్తాను ఏమన్నాడా మొత్తం గుడ్లంతా తీసేసినాడా ఇంకేమన్నాడు మళ్ళా